DJ Rushi Rushi కొరమంటూ చూస్తారు పుట్టి పుట్టి కమ్మి వేస్తే పట్టి పట్టి చూస్తారు ఒక కాదు కమ్ము కాదు కట్టులోనే ఏముంది కళ్ళల్లోనే అంతా ఉంది మీ పుట్టే అందరు పుట్టి con te lo voy a gritar